హాయ్ ఫ్రెండ్స్ మన యాప్లో యాడ్ చూసినాక ఫార్టీ రూపీస్ పడ్డాయో లేదో ఎలా చూడాలో ఈ వీడియో చూడండి ఇక్కడ పైన రీడైరెక్ట్ వెబ్సైట్ అని ఉంటుంది యువర్ టుడే టాస్క్ కంప్లీటెడ్ కింద దీన్ని క్లిక్ చేయాలి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది సర్వర్స్ లో ఉండటం వల్ల కొంచెం ఒక్కోసారి లేట్గా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి అదే ఎంటర్ చేయాలి కొత్త వాళ్ళు మీకు ఇచ్చిన యూజర్ నేమ్ ఏదైతే ఫస్ట్ టాస్క్లు చూడటానికి ఏదైతే ఇచ్చామో అదే యూజర్ నేమో అదే ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి friends daily income forty rupees ఇది మన డైలీ ఇన్కమ్ అనమాట యాడ్ చూసిన డబ్బులు ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ కనపడుతుంది కదా బ్లూ కలర్లో ఇక్కడ కనపడుతుందండి ఏ రోజు ఫార్టీ రూపీస్ ఆ రోజు నిన్న ఫార్టీ రూపీస్ ఈరోజు forty rupees total eighty rupees ఇక్కడ చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్